పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఇంటెన్షన్ ఒరిజినల్ ఇంటెన్షన్ రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీ కేసి కన్నెత్తి చూడు అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంటే అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా పది తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు ఆవిడ అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని so there lot of good things to talk about ఇప్పుడు చెప్తాను ఇప్పుడు విష్ణు అనే hmm. ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడు వచ్చాడు రాముడేమో ఏకపతిరోతుడు కృష్ణుడేమో వెయ్యి మంది గోపికలతో ఉంటాడు సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను ఇదొక కృష్ణుడు కాదా ఇదొక యుగం అదొక యుగం కాదు యుగం యుగాలు ఎందుకు యుగాలు మారినా మీకు నీతి ఎట్లా మారుతాయి ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది మీరు పర్స్పెక్టివ్ రాముడు ముందా కృష్ణుడు ముందా రాముడు ముందు రాముడు ముందు అప్పుడు కృష్ణుడికి వెయ్యి వస్తే ఇప్పుడు లక్ష అవ్వాలిగా ఒక్కొక్క ఇంకొక అవతారం వస్తే వస్తుందేమో అది కదా మీ రోల్ మోడల్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి రాముడు రోల్ మోడల్ ఎందుకు ఏకపత్ని అవుతారు మనం కూడా ఒకే అమ్మాయితో ఉండాలి రోల్ మోడల్ అవును శ్రీకృష్ణుడు దాన్ని బ్రేక్ చేశాడు మీరు చెప్పిన లా ప్రకారం ఇంకో యుగంలో అది వర్తించదు అందుకని వెయ్యి మంది గోపికను తీసుకున్నాడు అప్పుడు నేను రోల్ మోడల్ నాకు కృష్ణుడు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు లక్ష గోపికలు అవుతావు మళ్ళీ వెనక్కి వెళ్తాం శ్రీకృష్ణుడు మీకు రోల్ మోడల్ అయినప్పటికీ శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన pure love pure pure love it is an embodiment of pure love శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది he was an embodiment of pure love ఎమని పెంచాం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే it is embodiment of pure love which is but but he can share that love with girls at point girls which is not yeah. sexual in connotation necessarily and అదే అది తెలియదు but this is what we know నెమలి పించం అన్నది కూడా సంకేతం నిమిలి పించం అని పక్కన పెట్టిన డ్రెస్ అది ఇప్పుడు ఎవరు క్యాప్ వేసుకున్నట్టు అప్పుడు నిమిలి పించం వేసుకుంటారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు తను చేసే పని చెప్పండి నాకు ఏం డ్రెస్ అనేది మన costume is not the point సీన్లో కంటెంట్ అనేది పాయింట్ అక్కడ సీన్లో hmm. కంటెంట్లో విష్ణు అవతారమే రాముడు విష్ణు అవతారం రాముడు ఏకపత్ని భక్తులు అని చెప్పినప్పుడు తను ఇంకో రోల్ వేసినప్పుడు మొత్తం ఆపోజిట్లో వేస్తే దానికి వ్యాలిడిటీ ఏంటని అడుగుతున్నాను కాబట్టి రెండింటికి వ్యాలిడిటీ లేదంటారా ఒకటి తీసుకుంటారు క్వశ్చన్ అది కాదు రోల్ అంటే ఇప్పుడు రాముడు అది ఒకటి చేసి ఉండొచ్చు దానికి ఆపోజిట్ గా పది చేశారు దాంట్లోనే